తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి నియమితయ్యారు అయితే మాజీ మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా పేరొందిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమి నియామకానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్లు ఒక ప్రకటనలో వేణుగోపాల్ తెలిపారు ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు